hi friends please subscribe to Amaravati media and press the bell icon for more latest updates cycle పోవాల్సిందేనట ఇది టీడీపీ మాజీ మంత్రి ముచ్చట మాజీ మంత్రి TDP zone two incharge Prathipati Pullarao నోరు జారారు పార్టీ కార్యక్రమంలో పొరపాటున ఏదో చెప్పబోయి ఇంకేదో అనేశారు ఇంకేముంది వెంటనే ఈ వీడియోపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులతో పాటు నెటిజన్లు ఆటాడుకుంటున్నారు ఈ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో గోపాలపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మద్యపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో టీడీపీ నేతలు ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు జోన్ టూ ఇన్ఛార్జ్గా ఉన్న ప్రతిపాటి పుల్లారావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు పొరపాటున ఫ్లోలో సైకిల్ పోవాలి అంటూ నినాదాలు చేశారు పుల్లారావు నినాదాలతో అక్కడున్న టీడీపీ నేతలు కార్యకర్తలు అవాక్కయ్యారు వెంటనే తేరుకున్న మాజీ మంత్రి సారీ సారీ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మాజీ మంత్రి నిజం చెప్పారంటూ వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు సెటార్లు పేలుస్తున్నారు మరోవైపు జ్యోతిరావు ఫూలే జయంతిని పురస్కరించుకుని పాలకులలో సామాజిక చైతన్య పాదయాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమంలో నిమ్మల ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ మహాసేన నాయకుడు సరిపల్లి రాజేష్లు పాల్గొన్నారు నేతలు ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు జగన్ పాలనలో దళితులు బీసీలు మైనారిటీలపై కక్ష సాధిస్తున్నారన్నారు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సామాజిక న్యాయం తెలుగుదేశం పార్టీ వల్లే సాధ్యమవుతుందన్నారు నిమ్మల అణగారిన వర్గాలపై జరుగుతున్న అన్యాయంపై చైతన్యం తేవాలన్నదే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో టీడీపీ గెలుపునకు ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలే సంకేతాలన్నారు